అందరికీ నమస్కారం నా పేరు మహేష్ బాబు నేను సిఎస్ఏ సంస్థలో రీసెర్చ్ అసోసియేట్ అసోసియేట్గా పనిచేస్తున్నాను మేము ఇప్పుడు పంచగవ్య తయారు చేయబోతున్నాము మామూలుగా పంచగవ్య కావాల్సిన పదార్థాలు ఆవు పేడ ఐదు కేజీలు ఆవు మూత్రం మూడు లీటర్లు అర్ధ లీటర్ తర్వాత కళ్ళు ఒక మూడు లీటర్లు ఆవు పెరుగు మూడు లీటర్లు ఆవు పాలు మూడు లీటర్లు తర్వాత పన్నెండు నుంచి పదహైదు బాగా మగ్గిన అరటి పండ్లు తీసుకుంటాము ఇప్పుడు మాకు మూడు పదహైదు కేజీల పేడను రెండు లీటర్ల ఆవు నెయ్యిని తీసుకొని ఒక మూడు రోజుల ముందుగా కలిపి పెట్టుకున్నాము ఈ మూడు రోజులలో ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఒక్కటి సాయంతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం తిప్పుతూ ఉన్నాము ఈ మూడు రోజుల తర్వాత ఇప్పుడు మాకు మూడింతలు కావాలి కాబట్టి తొమ్మిది లీటర్ల ఆవు పెరుగుని తీసుకున్నాము మామూలుగా ఐదు కేజీల పేడని చెప్పుకున్నాం కదా ఇప్పుడు మూడు ఇద్దరు మనకు కావాల్సిన వలన పదహైదు కేలు పేడ తీసుకొని ఆల్రెడీ ఒక రెండు కేజీలతో పెట్టుకున్న ఆవు పేడ ఆవు నేని ఇక్కడ చూస్తున్నాం మనము వీటిలోకి మనకు మూడింతలు కాబట్టి తొమ్మిది లీటర్ల పెరుగు తీసుకుంటున్నాం మనము ఆవు పెరుగు ఆవు పాలు ఒక తొమ్మిది లీటర్లు తీసుకుంటున్నాము కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తర్వాత కొబ్బరి నీళ్ళు ఒక ఐదు లీటర్లు తీసుకుంటున్నాము కళ్ళు తర్వాత కళ్ళు ఒక తొమ్మిది లీటర్లు తీసుకుంటున్నాము కళ్ళు తర్వాత ఆవుమూత్రం కూడా ఒక తొమ్మిది లీటర్లు తీసుకుంటాము బెల్లం తర్వాత ఒక తొమ్మిది కేజీల నల్ల బెల్లం తీసుకుంటున్నాము స్లో వేసుకుందాం మళ్ళీ పైకి ఎగురుతుంది చిన్నది చిన్నది ఎగురుతుంది అందుకే చేస్తాము ముందే పాడేసినప్పుడు డబల్ చిన్నది చిన్నది తొక్కలు తొక్కలతో అంతే దగ్గర అరటి పండ్లు ఒక మూడు డజన్లు తీసుకే విధానం కూడా దగ్గర పిచ్చుకు పల్చని బట్ట తీసుకొని లాస్ట్లో కట్టెతో తిప్పేసిన తర్వాత పల్చని బట్ట తాడు అక్కడ ఉన్నాను తాడు తొక్కలతో సహా అరటి తొక్క కూడా తీయకపోకుండా బాగా మాగిన అరటి పండు అది తీసేసేయండి మరి వేసేసి చెప్పండి ఒక పొడవు కర్ర తీసుకుని తయారు చేసుకున్న పంచగవ్యను ఒక కట్టె సహాయంతో సబదిశలో కలుపుకోవాలి ఉదయము సాయంత్రము ప్రతిరోజు కూడా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి కొంచెంసేపు అట్లా తిప్పేసేసి మళ్ళీ పల్చని బట్ట తీసుకొని ఆ బట్టను ఈగలు దోమలు ఏవి లోపలికి వెళ్ళకపోకుండా గాలి మాత్రమే లోపలికి వెళ్ళేటట్లు కట్టేసేయాలి చుట్టూ బట్టన్ తీసుకుని ఒక తాడు సహాయంతో కానీ లేదా బట్టని ముడి వేసేసేయాలి ఏమేమి వేసినాం దీంట్లో ఇప్పుడు పంచగవ్య తయారు చేసినాం కదా ఏ విధానము ఏదో చెప్పు మళ్ళీ ఒకసారి చూద్దాం పది కేజీలు పేడ రెండు కేజీలు నెయ్యి రెండు బాగా మిక్స్ చేసి కలిపి మూడు రోజులు అట్లే పెట్టేసి దాంట్లో వే డ్రమ్లో వేసుకున్నాం సార్ తర్వాత పది లీటర్ల పెరుగు పది లీటర్ల పాలు ఆవు పాలే ఆవు పెరిగే తర్వాత కళ్ళు పది లీటర్లు పది లీటర్లు గంజు బాగా మగ్గిన అట్టి పండ్లు ఒక డజన్ అంటే పన్నెండు నుంచి పదహైదు వేసినాం సార్ బెల్లము ఒక టై నీళ్ళు ఐదు లీటర్లు చూసినారు కదా మనం పంచగవ్య తయారు చేసుకునే విధానము మళ్ళీ మీకు మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదహైదు కేలు పేడ తీసుకున్నాము వాటిలో రెండు కేలు నెయ్యి కలిపి పెట్టుకున్నాము ఇలా మూడు రోజులు ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక కర్ర సాయంతో తిప్పుకుంటా ఉన్నాము మూడు రోజుల తర్వాత తొమ్మిది లీటర్ల ఆవుమూత్రము తొమ్మిది లీటర్ల కళ్ళు తర్వాత తొమ్మిది లీటర్ల కొబ్బరి నీళ్ళు తర్వాత నల్లబెల్లం ఒక తొమ్మిది కేజీలు తీసుకున్నాము తర్వాత ఆమూత్రం ఒక తొమ్మిది లీటర్లు తీసుకున్నాము తర్వాత ఆవు పాలు తొమ్మిది లీటర్లు తీసుకున్నాము తర్వాత ఆవు పెరుగు తొమ్మిది లీటర్లు తీసుకున్నాము ఈ విధంగా మొత్తం అన్నీ ప్రతి ఒక్కటి వేసి ఇలా కలిదిప్పుకున్నాము ఈ విధంగా ఒక ఇరవై ఒకటి రోజులు ఉంచుకున్నట్టయితే మనకు పంచగవ్య తయారవుతుంది